Hi friends welcome back to my channel knowledge and entertainment friends మీరు లాస్ట్ పాయింట్ కోసం వీడియో ఓపెన్ చేస్తే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న మినిట్స్కి వీడియోని స్కిప్ చేయండి లేదు డోరిమోన్ గురించి అన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఫస్ట్ నుంచి చూడండి let's get started our video first fact మనలో ప్రతి ఒక్కరము ఒక్కసారైనా డోరిమాన్ మన లైఫ్లో ఉంటే బాగుంటుంది అని అనుకొని ఉంటాం డోరిమాన్ మన లైఫ్లో ఉండాలని ఎందుకు అనుకున్నామంటే డోరిమాన్ చాలా అడ్వాన్స్డ్ రోబోట్ కాబట్టి ఇంకా అతను చాలా తెలివైన వాడు అని కానీ డోరిమాన్ ఒక ఫ్యాక్టరీ రిజెక్టెడ్ రోబోట్ డోరిమాన్ని రిజెక్ట్ చేయడానికి కారణం అతను అన్ని రోబోట్స్లా వర్క్ చేయట్లేదు అని డోరిమాన్ బాడీలో ఒక స్క్రూ మిస్ అవుతుంది అందుకే అతను కరెక్ట్గా వర్క్ చేయలేకపోతాడు సెకండ్ ఫ్యాక్ట్ మనందరికీ తెలుసు డోరిమాన్ ర్యాట్స్ని చూసి భయపడతాడని కానీ డోరిమాన్ ఒక క్యాట్ రోబోట్ క్యాట్స్ ఎప్పుడు ర్యాట్స్ని చూసి భయపడవు డోరిమాన్ కూడా అన్ని క్యాట్స్ లాగే ర్యాట్స్ని భయపెట్టేవాడు కానీ ఒకరోజు డోరిమాన్ పడుకుంటున్నప్పుడు ఒక ర్యాట్ వచ్చి తన చెవులని తినేస్తుంది అప్పటి నుండే డోరిమాన్కి ర్యాట్స్ అంటే చాలా భయం ఫ్యాక్ట్ నంబర్ త్రీ నిజానికి డోరిమాన్ కలర్ ఎల్లో తన సిస్టర్ లాగా కానీ ర్యాట్ తన ఇయర్స్ తిన్నప్పుడు డోరిమాన్ చాలా బాధపడి ఏడ్చాడు అప్పుడే తన కలర్ ఎల్లో నుంచి బ్లూలోకి మారిపోయింది fact number four Doraemon sister డోరిమేట్ డోరిమాన్ కంటే హండ్రెడ్ టైమ్స్ అడ్వాన్స్డ్ రోబో డోరిమాన్కి డోరిమీ సిస్టర్ ఎలా అవుతుందంటే డోరిమీ అండ్ డోరిమాన్ ఒకే క్యాన్లోని ఆయిల్ని షేర్ చేసుకున్నారు అందుకే డోరిమాన్కి డోరిమీ సిస్టర్ అవుతుంది ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ డోరిమాన్కి సంబంధించింది ఏదైనా వన్ టూ నైన్ త్రీతోనే ఉంటుంది ఎలా అంటే Doraemon height one twenty nine point three centimetres weight one twenty nine point three kgs Doraemon ఎప్పుడన్నా ర్యాట్స్ని చూసి భయపడ్డప్పుడు తను పరిగెత్తే speed one twenty nine point three kilometres per hour Doraemon birthday కూడా September third two thousand one hundred and twelve దాన్ని రివర్స్ చేస్తే టూ థౌజండ్ ట్వెల్వ్లో twelve ninth month third one two nine three fact number sixth జపాన్లో డోరిమాన్ కార్టూనే anime brand ambassador fact number seven Doraemon theme song నిన్న నేను కలనులే నేడు నేను నిజములే అది టూ థౌజండ్ ఫైవ్లో రిలీజ్ అయ్యింది ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ డోరిమాన్కి ఫ్యూచర్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది తన పేరు నోరిమే ఆకో కానీ వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయ్యింది డోరిమాన్కి ఇయర్స్ లేవని తను తనతో బ్రేకప్ చేసింది ఫ్యాక్ట్ నంబర్ నైన్ నోబితాకి సిజుకతోనే మ్యారేజ్ అవుతుంది వాళ్ళిద్దరికీ ఒక సన్ కూడా ఉంటాడు అతని పేరు Nobisuke fact number ten Doraemon ప్రతి ఒక్క గ్యాడ్జెట్ ఫ్యూచర్లో అందరూ వాడుతారు మనకున్న నాలెడ్జ్తో ఇప్పుడే చాలా గ్యాడ్జెట్స్ కనుక్కుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్లేట్ జెల్లీ మీరు డోరిమాన్స్ అన్ని ఎపిసోడ్ చూసుంటే మీకు కంపల్సరీ ఇది తెలిసే ఉంటుంది ట్రాన్స్లేట్ జెల్లీతో మీరు ఎవరితోనైనా మాట్లాడవచ్చు అలాంటిదే ఇప్పుడు గూగుల్ వాళ్ళు ఒక యాప్ లాంచ్ చేశారు దాని పేరు గూగుల్ ట్రాన్స్లేట్ అది ఎలా అంటే మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి మాట్లాడితే మనం వేరే వాళ్ళకి వినిపించాలనుకున్న లాంగ్వేజ్ ఇంకో సైడ్ సెలెక్ట్ చేసుకోవాలి అది వాళ్ళ లాంగ్వేజ్లో వినిపిస్తుంది మనం మాట్లాడిన మాటలు ఎగ్జాంపుల్కి ఒక వీడియో పెడతా చూడండి ఇక్కడ నేను తెలుగులో మాట్లాడతా ఇప్పుడు అదంతా ఇంగ్లీష్లో వినిపిస్తుంది చూడండి Here I will speak in Telugu now I see it sounds in English. ఇలానే అన్ని గ్యాడ్జెట్స్ ఫ్యూచర్లో క్రియేట్ చేస్తారు అండ్ లాస్ట్ ఫ్యాక్ట్ ఈ ఫ్యాక్ట్ గురించి ఓన్లీ వన్ పర్సెంట్ పీపుల్కే తెలుసు డోరిమాన్ అనే కార్టూన్ టెన్ ఇయర్స్ బ్యాకో ట్వంటీ ఇయర్స్ బ్యాకో రాసింది కాదు అది ఇప్పటి నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ రాసింది Doraemon first magazine August eighth nineteen sixty నైన్లో రిలీజ్ అయ్యింది అండ్ దాని last magazine June nineteen ninety సిక్స్లో రిలీజ్ అయ్యింది ఇప్పుడు మనం చూస్తున్న డోరిమాన్ కార్టూన్ అన్ని స్టోరీస్ నైన్టీన్ నైన్టీ సిక్స్కి ముందు రాసినవే డోరిమాన్ మ్యాగజైన్స్ ఎందుకు బంద్ అయ్యాయి అంటే దాని creator Fujiko Fujio nineteen ninety సిక్స్లో చనిపోయాడు అప్పటి నుంచి డోరిమాన్ మ్యాగజైన్స్ అన్నీ రావడం బంద్ అయిపోయాయి ఆ తర్వాత డోరిమాన్ కార్టూన్ని ఎవరు కంటిన్యూ చేయలేదు ఆల్రెడీ ఉన్న స్టోరీస్ మీదనే కార్టూన్స్ చేశారు కానీ ఇంకా కొత్త స్టోరీస్ ఎవరు రాయలేదు ఇప్పుడు ఇంటర్నెట్లో కనిపించే లాస్ట్ ఎపిసోడ్ దాన్ని ఫిజికో ఫిజియో రాయలేదు ఆ last episode Doraemon fan create చేశాడు దాని తర్వాత ఇంకో స్టోరీని ఎవరు రాయలేదు ఆ ఫ్యాన్ మేడ్ స్టోరీ కూడా జపాన్లో చాలా హిట్ అయ్యింది దాన్ని లో ప్రింట్ చేసి సేల్ చేశారు ఒక తెలిసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నైన్టీన్ నైన్టీ సిక్స్ తర్వాతనే పుట్టి ఉంటారు ఎందుకంటే డోరిమాన్ కార్టూన్ మన ఇండియాలో నైంటీస్ కిడ్స్కే బాగా తెలుసు డోరిమాన్ అన్ని స్టోరీస్ మనం పుట్టక ముందే క్రియేట్ అయ్యాయి డోరిమాన్ మ్యాగజైన్స్ మన గ్రాండ్ ఫాదర్స్ టైమ్స్ది ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్గా ఈ పాయింటే చూసి ఉంటే వెళ్ళి ఫస్ట్ నుంచి అన్ని పాయింట్స్ చెక్ చేయండి మీరు స్టార్టింగ్ నుంచి ఈ వీడియో కంటిన్యూ చేస్తుంటే మీకు ఏ పాయింట్ నచ్చిందో దాన్ని కింద కామెంట్ చేయండి అండ్ మీకు డోరిమోన్ గ్యాడ్జెట్స్లో ఏ గ్యాడ్జెట్ చాలా ఇష్టమో దాని పక్కన హ్యాష్ ట్యాగ్ పెట్టి కామెంట్ చేయండి నాకు డోరిమోన్ గ్యాడ్జెట్స్లో ఎనీవేర్ డోర్ అంటే చాలా ఇష్టం మీకు కూడా అలా ఏదైనా గ్యాడ్జెట్ ఇష్టమైతే ఓన్లీ హ్యాష్ ట్యాగ్ పెట్టి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏ కొత్త అప్డేట్ పెట్టినా మీకు తొందరగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది thank you for watching this video